నమస్కారం న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కాశ్మీర్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రత రెట్టింపు జాతీయ భద్రతా సలహాదారుతో అమిత్ షా చర్చలు రేపు కేంద్ర కేబినెట్ భేటీపై తీవ్ర ఉత్కంఠ కాశ్మీర్లో పరిణామాలపై భాజపాయేతర పార్టీల భేటీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ ఆర్టికల్స్ జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక భారీ వర్షాలకు గుజరాత్ మహారాష్ట్ర అతలాకుతలం రైలు సర్వీసులపై తీవ్ర ప్రభావం వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన వైమానిక దళం ధవళేశ్వరం వద్ద పోటెత్తుతున్న గోదావరి రెండు వందల ఎనభై గ్రామాల ప్రజలకు తప్పని అవస్థలు తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు వర్ష సూచన మహబూబ్ నగర్ జిల్లా కొత్తపల్లిలో ఘోర ప్రమాదం ఆటోను ఢీకొన్న లారీ పన్నెండు మంది కూలీల మృతి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన దేశంలో ఘర్షణాత్మక నిర్లక్ష్య వైఖరులపై సీజేఐ ఆందోళన న్యాయ వ్యవస్థ వాటిని అధిగమిస్తుందని ఆశాభావం పెండింగ్ కేసుల సంఖ్యపై ఆవేదన తుపాకీ సంస్కృతితో నెత్తురోడుతున్న అమెరికా ఇరవై నాలుగు గంటల్లోనే రెండు వేర్వేరు ఘటనల్లో ముప్పై మంది మృతి ఓహియో కాల్పుల్లో పది మంది దుర్మరణం జమ్మూ కాశ్మీర్లో అదనపు బలగాల మోహరింపు అమర్నాథ్ యాత్ర రద్దు పాఠశాలలు కళాశాలల మూసివేత వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి కాశ్మీర్ లోయలోని సున్నిత ప్రాంతాలు సహా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర పోలీసు ఠాణాల దగ్గర భద్రత మరింత పెంచారు తాజా పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు హోంశాఖ కార్యదర్శి సహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రేపు ఉదయం కేంద్ర మంత్రిమండలి భేటీ కానుండగా కశ్మీర్పై ఎలాంటి నిర్ణయం ఉంటుందోనని ఉత్కంఠ రేపుతోంది జమ్మూ కశ్మీర్ విషయంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ఆ రాష్ట్రానికి కొద్ది రోజుల క్రితమే అదనపు బలగాలు పంపిన కేంద్రం కశ్మీర్లోని సున్నిత ప్రాంతాలు సహా పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర బలగాల సంఖ్యను పెంచుతోంది కశ్మీర్ లోయలోని ఇతర సున్నిత ప్రాంతాల్లో కూడా దళాలను గస్తీకి నియమించింది కశ్మీర్లోకి వెళ్లి వచ్చే మార్గాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సైన్యం బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది అల్లర్లు జరిగితే వాటిని అణిచివేసే వాహనాలను కూడా ప్రధాన కూడళ్లలో సిద్ధంగా ఉంచింది అటు అమర్నాథ్ యాత్రికులు సహా పర్యాటక పర్యాటకులు వెంటనే జమ్మూ కాశ్మీర్ వదిలి వెళ్లాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించిన నేపథ్యంలో జమ్మూ ఉదంపూర్ కాత్రా నుంచి బయలుదేరే రైళ్లలో ప్రయాణికుల దగ్గర టిక్కెట్ల తనిఖీలను సడలిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది రైళ్లలో యాత్రికులకు పర్యాటకులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా టికెట్ కలెక్టర్లు చూసుకుంటారని తెలిపింది ఇప్పటికీ రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల్లో రద్దీ కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుగా మారిన వేళ రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంత్రిమండలి భేటీ కానుంది భద్రతా వ్యవహారాల మంత్రివర్గ కమిటీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సమావేశం కూడా రేపే జరగనుంది సాధారణంగా బుధ లేదా గురువారం మంత్రివర్గ భేటీ జరుగుతుంటుంది రెండు రోజుల ముందే సమావేశం కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్ర మంత్రివర్గ భేటీ ఎజెండాపై స్పష్టత లేకున్నా జమ్మూ కశ్మీర్లో అమల్లో ఉన్న అధికరణం ముప్పై ఐదు ఏ అధికరణం మూడు వందల డెబ్బైను కేంద్రం తొలగించబోతోంది ఉందంటూ ఊహాగానాలు చెలరేగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది అటు హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ అంశంపై ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయిన హోంమంత్రి జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితిపై చర్చించారు జమ్మూ కశ్మీర్ వ్యవహారాల అదనపు కార్యదర్శి హోంశాఖ అదనపు కార్యదర్శితో కూడా అమిత్ షా సమావేశమయ్యారు జమ్మూ కాశ్మీర్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును రేపు అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ అంశం కూడా ఉన్నతాధికారుల భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం కశ్మీర్పై వినిపిస్తున్న వివిధ వార్తల నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో కాలం వెళ్లదీస్తున్నారు కొన్ని రోజులకు అవసరమైన నిత్యావసరాలు సిద్ధం చేసుకుంటున్నారు సరిహద్దుల్లో పాక్ సైన్యం ఇష్టారీతిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జనావాసాలపై కాల్పులకు పాల్పడుతుండగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు అటు పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్తో పాటు జమ్మూ కశ్మీర్లో ఉన్న వంద మంది క్రికెటర్లు తక్షణమే రాష్ట్రం విడిచి వెళ్లాలని ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు కోరింది కశ్మీర్లో వేగంగా మారుతున్న పరిణామాలపై రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఉదయం దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమై చర్చించారు జమ్మూ కశ్మీర్కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపు దిశగా కేంద్రం ఏ విధమైన చర్యలు తీసుకున్నా పార్లమెంటు లోపల బయట నేషనల్ కాన్ఫరెన్స్ పోరాడుతుందని ఆ పార్టీ తెలిపింది ఫరూక్ అబ్దుల్లా నివాసంలో సాయంత్రం అఖిలపక్షం సమావేశం సమావేశమై తాజా పరిణామాలపై చర్చించింది ఈ సందర్భంగా కేంద్రం తీరుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శలు గుప్పించారు జమ్మూ కశ్మీర్లో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు రాజ్యాంగంలోని అధికరణం ముప్పై ఐదు ఏ అధికరణం మూడు వందల డెబ్బై జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు that all the parties would be united in their resolve to protect and defend identity autonomy and special status that of Jammu and, K, Jammu and Kashmir and Ladakh. The modification, abrogation of Article 35A, 370 on constitutional delimitation or trification of the state would be an aggression against the people of Jammu, Kashmir and Ladakh. That the parties participating but in this meeting resolved to seek audience with the President of India and Honorable Prime Minister of India and also other leaders of the political parties to apprise them of the current situation and make an appeal to them to safeguard the legitimate interests of the people of the state with regard to the constitutional guarantees that have been given to the state. కశ్మీర్లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసరంగా జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు దేశానికి చెందిన అగ్రనాయకులు మిలిటరీ అధికారులతో కశ్మీర్ అంశం సరిహద్దులో అకస్మాత్తుగా పెరిగిన ఉద్రిక్తతలపై చర్చించారు ఆక్రమిత కశ్మీర్పై భారత్ క్లస్టర్ బాంబులు ఉపయోగించిందని పాక్ ఆర్మీ ఆరోపించిన వేళ ఇమ్రాన్ ఖాన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు అయితే పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది క్లస్టర్ బాంబులు వాడలేదని స్పష్టం చేసింది ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో పాకిస్తాన్ రక్షణ విదేశాంగ మంత్రులు సైన్యాధిపతి కమర్ జావేద్ బజ్వా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు భారత ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యల వల్ల ప్రాంతీయ సంక్షోభం నెలకొనే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు గుజరాత్ మహారాష్టలో భారీ వర్షాలకు పోటెత్తిన వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి గుజరాత్లో నర్మదా నది ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి మహారాష్ట్రలో ముంబై పరిసర జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా ప్రజలను కాపాడేందుకు సైన్యం వైమానిక దళం రంగంలోకి దిగాయి మరో ఇరవై గంటలు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాలతో మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది గుజరాత్లో వరద భీభత్సం కొనసాగుతోంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నర్మదా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది నివాస ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది జలాశయాలు నిండిపోవడంతో గేట్లను ఎత్తివేసి దిగువ ప్రాంతాలకు నీటిని వదిలారు వల్సాద్ సూరత్ ఆనంద్ భరూచ్ వడోదర జిల్లాలకు భారీ వరద హెచ్చరికల నేపథ్యంలో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు నవశ్రీ జిల్లాలోని మెందర్ గ్రామంలో వరదలో చిక్కుకుపోయిన ప్రజలను రెండు హెలికాప్టర్ల సాయంతో వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలించింది గుజరాత్లోని చౌటేదార్పూర్లో వరదలకు ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు సూరత్లో రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో దారిని మూసివేశారు ఇప్పటికే గుజరాత్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్రలో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి వర్షాలకు రైలు పట్టాలపై నీరు చేరడంతో ముంబైలో కొన్ని లోకల్ రైళ్లు రద్దు చేశారు థానే నుంచి పన్వేల్ వెళ్లే రైళ్లపైన ప్రభావం పడింది వేలాది ప్రయాణికులు ముంబైలోని వివిధ రైల్వే స్టేషన్లలో పడిగాపులు పడుతున్నారు పాఠశాలల్లో వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు భారీ వర్షాలకు తిలక్ నగర్ స్టేషన్ పరిధిలోని రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూలి రైలు పట్టాలపై పడ్డంతో పన్వేల్ వైపు వెళ్లే రైళ్లను దారి మళ్లించారు మైతీ నది ఉధృతికి ఇళ్లు నీటు మునగడంతో ముంబైలోని క్రాంతినగర్కు చెందిన నాలుగు వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీ వర్షాలతో ముంబై ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరదనీరు చేరింది రన్వే నీటమునిగి విమాన సర్వీసుల రాకపోకలపై ప్రభావం పడింది కుర్లా సియోన్ చూనాభతి ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షం కురవనుందని వాతావరణ శాఖ తెలపడంతో ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు పాల్ఘన్ థానే రాయ్గఢ్ నాసిక్ సతారా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు భారీ వర్షాలతో నాసిక్ త్రయంబకేశ్వరాలయం నీటి మునిగింది వరద ప్రవాహానికి పాల్ఘర్లో పింఛాల్ నదిపై వాడ మాల్వాడాలను కలిపే వంతెనలో చాలా భాగం కొట్టుకుపోయింది థానే జిల్లాలోని ఖండావలి సమీపంలో ఉన్న జూ నందఖురి గ్రామంలో చిక్కుకుపోయిన యాభై ఎనిమిది మందిని వైమానిక దళం ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ల సాయంతో రక్షించింది నూట ఇరవై మందితో కూడిన రెండు పటాలాల సైన్యం కూడా థానే జిల్లాలో సహాయక చర్యల్లో పాల్గొంటోంది థానే పాల్ఘర్ జిల్లాలోని పలు సబ్స్టేషన్లు మునిగిపోవడంతో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఫలితంగా రెండు లక్షల మందికి పైగా వినియోగదారులపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు పూణే జిల్లాలో ముతా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది మూల ముతా పావన భీమా నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్న ఉన్నట్లు తెలిపిన కలెక్టర్ సోమవారం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ముంబై పరిసర జిల్లాల్లో వరద ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మరో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది కృష్ణానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది ఇప్పటికే ఆల్మట్టి నారాయణపూర్ నిండాయి జోరాల జలాశయానికి రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు రెండు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఒక్క క్యూసెక్కులను వదులుతున్నారు జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీలు కాగా ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు ఒకటి టీఎంసీల నీటి నిల్వ ఉంది ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి రెండు లక్షల ఇరవై వేల క్యూసెక్ల వరద వస్తోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల అరవై పాయింట్ తొమ్మిది సున్నా అడుగుల వరకు నీరు నిల్వ ఉంది జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలకు గాను తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు ఎగువ నుంచి వస్తున్న వరద సహా పరివాహకంలో ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణ పరిధిలో గోదావరిలో ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉగ్రరూపం ప్రదర్శిస్తున్న గోదావరి లంక గ్రామాలను జలదిగ్బంధంలోకి నెట్టింది ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం దాదాపు పద్నాలుగు పాయింట్ మూడు అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసి పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని స్వర్ణ కడెం కుంభ్రంభీం ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది ఆస్వాబాద్ జిల్లా బెజ్జూరులో వాగులు పొంగి పంట పొలాలను ముంచెత్తాయి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలన్నీ జలపరవళ్లతో కళకళలాడుతున్నాయి మేడిగడ్డ బ్యారేజీ అరవై ఐదు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు కాళేశ్వరం వద్ద ముప్పై నాలుగు అడుగులకు గోదావరి నీటిమట్టం చేరగా అన్నారం బ్యారేజీ నాలుగు గేట్లు ఎత్తి ఇరవై వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది నలభై రెండు అడుగులతో స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతోంది ఫలితంగా మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది భారీగా వస్తున్న వరదతో ధవళేశ్వరం వద్ద పద్నాలుగు పాయింట్ మూడు అడుగులకు పైగా నీరు చేరింది బ్యారేజీ నుంచి దిగువకు పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఎగువన వరద తగ్గుముఖం పట్టినా ధవళేశ్వరం వద్ద మాత్రం గోదావరి శాంతించలేదు అటు తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పంట పొలాలు నీటు మునిగాయి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వరద ప్రవాహంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి భద్రాచలం వద్ద వరద ప్రవాహం తగ్గినా పోలవరం వద్ద ఉపనదులు కలవడంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే మీదుగా వరద కొనసాగుతోంది పోలవరం మండలంలో ఐదు వేల ఎకరాల్లో పంటలు నీటి మునిగాయి తూటుగుంట మాధవపురం కొత్తూరు వాడపల్లి తదితర గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి ఆచంట మండలంలోని నాలుగు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి వేలేరుపాడు కుక్కునూరు పోలవరం మండలంలోని ముప్పై ఆరు గ్రామాలు ముంపులో ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మాణం చేసిన కాఫర్డాంతో గోదావరి వరద నీరు భారీగా నిలిచిపోయింది ఈ నీరు వెనక ఉన్న దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలను ముంచెత్తింది దేవీపట్నంలో ఇల్లు పూర్తిగా మునిగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వచ్చి మా జనాలు తీసుకెళ్ళమంటే ఓన్లీ మనుషులేరా అండి కూడా ఏం తీసుకురావద్దు అంటున్నారండి మీ అన్ని చూసుకుంటూ అంటున్నారండి అలాగని వీళ్ళు నమ్మి పునరాసం కల్పిస్తే అక్కడికి వెళ్తే రాత్రి పన్నెండు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలు భోజనాలు తెస్తున్నారండి అలాగే వచ్చిన అధికారులు ఉండుకోవడం పట్టుకెళ్తే ఏం తేవద్దు అంటారండి పరిస్థితి అర్థం కావట్లేదు అధికారులు వస్తా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప భోజనం అడిగితే పంపిస్తున్నారు తప్ప ఎవరు వచ్చినా వెళ్ళిపోతున్నారండి గత మూడు రోజుల నుంచి ఇళ్లలోకే పరిమితం అయ్యాం మాకు పని పాటలు పని చేసుకుంటేనే బతికి వాళ్ళు అత్యవసర సరుకులు అవన్నీ తెచ్చుకోవాలన్నా ఈ పడవల్లో వెళ్ళి తెచ్చుకోవాలి ప్రభుత్వం ద్వారా అప్పుడు అయితే ఏమీ అందలేదు నెక్స్ట్ ఏంటంటే పాము కరిసి ఇద్దరు మరణించారు ఈ వారంలో ఇక్కడి నుంచి ప్రతిదానికి సాకలపల్లిని దాటి వెళ్ళాలండి ఒక కూర తెచ్చుకోవాలన్నా కాయగూరలు తెచ్చుకోవాలన్నా వెళ్ళాలండి తర్వాత ఇక్కడ ఏదైనా పాము ఏదైనా కరిచింది అనుకోండి రాజులు వెళ్తున్నాయి మాకు దారి లేదండి రాజుల నుంచి ఇక్కడ ఆరు కిలోమీటర్లు ఎంత వస్తుందండి రాజులు వెళ్ళాలి ఇక్కడైతే ఏమి దారి లేవండి ఇప్పుడు పురుడు టైం వచ్చినా బాధపడాలని మేము ఆడబిడ్డకి అటువలు రావండి తీసుకెళ్ళాలని చేతుల మీద నావలేమో దగ్గర చేరవండి ఇన్ని బాటిల్ పడుతున్నామండి అప్పుడు గోదావరి వరద కారణంగా రెండు గోదావరి జిల్లాల పరిధిలో డెబ్బై నాలుగు వేల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వైకాపా సర్కార్ ప్రాథమికంగా అంచనా వేసింది తూర్పుగోదావరి జిల్లాలో యాభై రెండు వేల ఐదు వందల మంది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఒక్క వేల మందికి పైగా వరద బారిన పడ్డారు వీరిలో పదిహేడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు వరద ప్రభావానికి గురైన ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం కిరోసిన్ మంచినూనె పప్పు కూరగాయలు అందిస్తున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది రెండు జిల్లాల్లో నలభై ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు ఉభయ గోదావరి జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని వైకాపా సర్కార్ అన్ని విధాలా ఆదుకుంటోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పారు రెండు వందల అరవై నాలుగు మందికి భోజనం ప్యాకెట్స్ అందజేయడం అదేవిధంగా నీళ్ల ప్యాకెట్స్ వచ్చేసి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి యాభై ఆరు పంపిణీ చేయడం జరిగింది అందులో మనకు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్స్ బియ్యంని ఏడు వేల నాలుగు వందల ఇరవై లీటర్ల కిరోసిన్ మూడు వేల ఏడు వందల పది కేజీల కందిపప్పు అదేవిధంగా మూడు వేల ఏడు వందల పది లీటర్ల పామాయిల్ మూడు వేల ఏడు వందల పది కేజీల ఉల్లిపాయలు మరియు ఆలుగడ్డలు పంపిణీ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది బంగాల్ పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్ ప్రాంతాలలో ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపుకు వంపు తిరగడంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది మరో పన్నెండు గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో పన్నెండు మంది కూలీలు మృత్యువాత పడ్డారు ఆరుగురు గాయపడ్డారు వరి నాట్లు వేసి ఆటోలో వస్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పన్నెండు మంది దుర్మరణం చెందారు కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్దెనిమిది మంది కూలీలు వడియాల్లో వరి నాట్లు వేసి ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది కిక్కిరిసి ఉన్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో పన్నెండు మంది కూలీలు మృత్యువాత పడ్డారు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జైంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి మృతులు మిడ్జిల్ మండలం కొత్తపల్లి భోగ్యా తండావాసులుగా గుర్తించారు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ జడ్చర్ల కల్వకుర్తి రహదారిపై కొత్తపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు మృతుల కుటుంబ సభ్యులతో మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి చర్చిస్తున్నారు జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే రహదారిలో కొత్తపల్లి వద్ద రోడ్డు సరిగ్గా లేని కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ హడేరాలోని ఉప్పునీటి శుద్ధి యంత్ర కేంద్రాన్ని సందర్శించారు సీఎంతో పాటు టెల్ అవివ్లోని deputy chief of Indian mission షెరింగ్ కూడా ఉప్పునీటి కేంద్రాన్ని పరిశీలించారు ఉప్పునీటిని తాగునీరుగా మార్చే సాంకేతికత ప్రాజెక్టు వ్యయంపై Hadera plant senior executive Rafi Shamir ప్రదర్శన ఇచ్చారు అక్కడ శుద్ది చేసిన నీటిని జగన్ సహా అధికారులు రుచి చూశారు నీటి నాణ్యతను ప్రశంసించారు ఇజ్రాయెల్ పర్యటనను ముగించుకున్న ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు ఈ రాత్రికి తిరుగు పయనం కానున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు నేరుగా విజయవాడకు వస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా తాను ఫిరాయింపు రాజకీయాలు ప్రోత్సహించబోనని తమ్మినేని సీతారాం చెప్పారు విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశంలో స్పీకర్ వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు నాయకులు విలువలు మరిచి రాజకీయాలు చేస్తుంటే పౌరులు చూస్తూ ఊరుకోబోరని సీతారాం అభిప్రాయపడ్డారు ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు భాజపాలో చేరడంపై ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అటువంటి పనులను తాను సమర్థించనని నైతికంగా అది సరికాదని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు ఆదర్శవంతమైనటువంటి ఉన్నతమైన రాజ్యసభ చైర్మన్ గా భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న మీరు అనైతికతను ప్రోత్సహించవచ్చా అన్న ప్రశ్న అక్కడ వేయాల్సినటువంటిది అయినా కానీ మీరు నన్ను అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను మనం దాన్ని ఖండించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఒక ఉపరాష్ట్రపతి స్థాయిలో ఎగువ సభలో చైర్మన్గా ఉన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తప్ప కాదంటే ఖచ్చితంగా నేను చెప్తాను తప్పని రాజ్యాంగంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్దేశకులుగా ఉన్నటువంటి మనం అలాంటి తప్పుడు పని చేయకూడదు యువత అంకుర సంస్థలను నెలకొల్పే విధంగా ప్రోత్సహించిన ఐ ఫోకస్ సంస్థ కృషి అభినందనీయమని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ అన్నారు ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన మైత్రి వారధి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉన్నత విద్యను పూర్తి చేసిన యువత అంకుర సంస్థలను నెలకొల్పడం ద్వారా ఉపాధి కల్పన జరుగుతోందని హరీష్ అన్నారు పౌరులు తమ బాధ్యతలు మరిచి ప్రవర్తిస్తున్నారని హరీష్ రావు ఆవేదన చెందారు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి యోగా విశ్వవిద్యాలయాన్ని తెలంగాణలో స్థాపించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ సందర్భంగా సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణకు స్థితప్రజ్ఞ అవార్డును ప్రదానం చేశారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నా జీవితంలో ఐ ఫోకస్ అనేది ఒక మార్పును నేను చూడగలుగుతా ఉన్నాను మేము ఒక గ్రామంలోకి వెళ్తే ఒక యువకుడు ఈ ప్రభుత్వం నాకేం చేసింది లేదా ఒక ఎమ్మెల్యే నాకేం చేశాడు ఎస్ అడగాలి తప్పులేదు కానీ మరి ఈ జన్మనిచ్చిన ఈ మట్టికి నేనేం చేశాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి ఏం చేశాను నాకు చదువు చెప్పిన గురువుల గురించి నేనేం చేశాను చదువు నేర్చుకున్న పాఠశాలకు నేనేం చేశాను అనే ఆత్మ విమర్శ మాత్రం లేకుండా పోయింది అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఇరవై నాలుగు గంటల్లోనే ముప్పై మంది మృత్యువాత పడ్డారు టెక్సాస్లోని ఎల్ పాసోలో ఉన్న వాల్మార్ట్ స్టోర్లో శనివారం ఒక యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఇరవై మందిని బలిగొనగా మరో ఇరవై ఆరు మంది గాయపడ్డారు ఆ ఘటన నుంచి అమెరికా తేరుకోక ముందే ఓహియోలోని డేటన్ నగరంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు మరో పదహారు మంది గాయపడ్డారు కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు క్షతగాతులను స్థానిక మాయామి ఆసుపత్రికి తరలించారు దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని ముఠాలు పొట్లాట ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు ఎవరి పేరును ఏ ముఠా పేరును ప్రస్తావించని జస్టిస్ గొగోయ్ అలాంటి వారి వైఖరులను దేశంలోని న్యాయ వ్యవస్థ అధిగమించిందని అన్నారు గౌహటి హైకోర్టు ఆడిటోరియంకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఆయన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు యాభై ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని రెండు లక్షలకు పైగా కేసులు ఇరవై ఐదేళ్లుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయని జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు దాదాపు తొంభై లక్షల పెండింగ్ సివిల్ కేసులలో ఇరవై లక్షల కేసులకు సమన్లు కూడా జారీ చేయలేదన్నారు న్యాయమూర్తులు ఇచ్చే సరైన తీర్పుల ఆధారంగానే కోర్టులపై ప్రజలకు విశ్వాసాలు పెరుగుతాయని జస్టిస్ గొగోయ్ తెలిపారు జాబిలి రహస్యాలను శోధించేందుకు దూసుకుపోతున్న చంద్రయాన్ టూ అంతరిక్షం నుంచి తీసిన ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విడుదల చేసింది చంద్రయాన్ టూలో ఉన్న ఎల్ ఫోర్టీన్ కెమెరా ఈ చిత్రాలను తీసినట్లు ఇస్రో తెలిపింది ఈ చిత్రాల్లో భూమి వివిధ కోణాల్లో కనిపించింది చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనల కోసం జూలై ఇరవై రెండున ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ టూ వచ్చే నెల మొదటి వారంలో జాబిలిపైకి దిగనుంది చంద్రయాన్ టూలో ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ సహా శక్తివంతమైన కెమెరాలు కూడా ఉన్నాయి వాటి సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంలోని రహస్యాలను ఇస్రో పరిశోధించనుంది సూపర్ మ్యాన్ తరహాలో హోవర్ బోర్డుతో ఇంగ్లీషు ఛానల్పై ఎగరాలన్న కోరికను ఫ్రెంచ్ ఆవిష్కర్త ఫ్రాంకీ జపాటా ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు ఐదు చిన్నపాటి జెట్ ఇంజన్లు కిరోసిన్తో కూడిన బ్యాగ్ను అనుసంధానించి రూపొందించిన హోవర్ బోర్డుతో కేవలం ఇరవై నిమిషాల్లోనే ఫ్రాన్స్లోని కొలాయిస్ నుంచి బ్రిటన్కు చేరుకున్నాడు మధ్యలో ఇంధనం కోసం బోర్డుపై కాసేపు ఆగాడు గత వారం ఇదే ప్రయత్నంలో విఫలమై సముద్రంలో పడిపోయిన ఫ్రాంకీ జపాటా రక్షణకు ఈసారి మూడు హెలికాప్టర్స్ ను రంగంలోకి దించారు జపాటా హోవర్ బోర్డు సాయంతో బ్రిటన్ సమీపంలో దిగడంతో అతడి కుటుంబ సభ్యులు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు ఇది చరిత్రాత్మకమో కాదో సమయమే చెబుతుందని ఇంగ్లీష్ ఛానళ్లపై ఎగిరిన తర్వాత జపాటా వ్యాఖ్యానించాడు మొదట నీటితో నడిచే హోవర్ బోర్డును తయారు చేసిన జపాటా తర్వాత దానిలో మార్పులు చేసి గాల్లో ఎగిరే సాధనాన్ని మూడేళ్ల క్రితమే రూపొందించాడు ఇంగ్లీష్ ఛానల్ దాటే సమయంలో హోవర్ బోర్డు వేగం గంటకు నూట అరవై నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల వరకు ఉందని తెలిపాడు ఫ్రెంచ్ సైన్యం అందించిన ఒకటి పాయింట్ మూడు బిలియన్ యూరోల ఆర్థిక సాయంతో హోవర్ బోర్డు రూపొందించిన ఫ్రాంకీ జపాట ఎట్టకేలకు అనుకున్న ఫలితాలు సాధించాడు ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం